అంటే ఒక రకంగా చెప్పాలి లోటు అనేది కనబడిస్తాను సభ్యతలు బాగా చేయించారా నేను వాలంటీర్ అల్లు అదే అంటున్నారు అది చెప్పారమ్మా నాకు ఇంత కూడా చెప్పారు జ్వరం వద్దరాదే జ్వరం వల్ల వచ్చేసి ఆయన చేస్తేనే జ్వరం తగ్గింది ఆ రోజు మా ఇంటికి వచ్చి మా మిస్త్రీ చేశాడు సాయంత్రం ఒక సైకిల్ మీద వస్తున్నాడు సడన్ ఒక బండి కొద్దిని కారు వచ్చి ఎక్కేసి ఎమ్మెల్యే పావు వెళ్ళి హాస్పిటల్ ఇదే సందులోనా స్టార్టింగ్ లో ఉన్నారు సరే అదే తగిలి పడినా వెనకాల నుంచి ఇంకొక కారు రావడం అది వెనక నుంచి అసలు లంగ్స్ నుంచి వెళ్ళిందా ఐసీ ఇమీడియట్ గా ఇంకా లంగ్ చెస్ట్ బాగా బ్రేక్ రిబ్స్ అన్ని బ్రేక్ ఆక్సిజన్ తీసుకోవడం ఇబ్బంది అయిపోయి పల్స్ పడిపోయింది మా ఎక్కువ టైం లేదు అసలు మనకి నేను ఇక్కడ ఉన్న సార్ అక్కడ అంటే మొత్తాలు కింద వచ్చేలేకి హాస్పిటల్ తీసుకెళ్ళి అందరూ అదే చాలా ఆయన గురించి గొప్పగా చెప్తున్నారు పార్టీలో కూడా చాలా గొప్పగా చెప్తున్నారు ఆయన గురించి పార్టీలో కూడా ఆయన ఇంతమందికి సభ్యత్వం చేపించారు చక్కగా ఓ విధంగా మేము అంద అందరం నష్టపోయినట్టే అందరం నష్టపోయినట్టు అదే చెప్పి పరిచయం చేసి పరిచయం చేసి very sad very sad we are all family మీకు ఆ ధైర్యం ఉండాలి అందరం కూడా ఎప్పుడు కుటుంబం లాగానే చూసుకుని అఫ్ కోర్స్ ఆయన ఉంటే ఇంకా ఉత్సాహంగా చేసేవాళ్ళ కార్యక్రమాలు కానీ పెద్దలు చేస్తాం చాలా ఎంకరేజ్ చేశారండి లాస్ట్ ఇయర్ అయితే hmm. సభ్యత్వాలు చేసేటప్పుడు మాత్రం మా క్లినిక్ దగ్గర పెట్టించండి అని చెప్పింది కూడా ఆయన వారికి ఇక్కడైతే చాలా మంది ఉంటారు లేబర్ ఎక్కువ ఉంటారు ఆ ఏరియాలో సో వాళ్ళకి బెనిఫిట్ కదా మనం చేయించేది ఎవరికైనా కానీ యూస్ఫుల్ గా ఉండాలి అనే థాట్ ఉంటాం దానికి సో ఎక్కువ ఆయనే పెట్టి వాళ్ళు పెట్టలేకపోయినా కానీ నేను చేయిస్తాను నవ్వేడేసి ఇప్పుడు కూడా చాలా మంది లేబరు ఈయన లేరని ఇప్పటికి ఏడుస్తారు పళ్ళం నీళ్ళు వస్తాయి వాళ్ళకి అది ఆయన దక్కించుకున్న గౌరవం అంటే అది గొప్పని కాదు కానీ ఆయన దక్కించుకున్న గౌరవం ఎంత ఉండింది ఏజ్ ఎంత ఉండింది సిక్స్టీ ఫోర్ అండి కంప్లీట్ సిక్స్టీ ఫోర్ కంప్లీట్ అండి ఎన్ని రోజుల నుంచి మరి అప్పుడు సిక్స్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ అంటే ప్రాక్టీస్ ఆటోమేటిక్గా అట్లా అలవాటు అయిపోతుంది అన్ని ఇయర్స్ చేస్తే ఫస్ట్ అంతా సార్ రూపాయి కూడా తీసుకునేవాడు కాదు పిల్లలు ఎదిగొచ్చిన దగ్గర నుంచి పది రూపాయలు తీసుకోవడం ఇప్పటికైనా కానీ ఊర్లో ఎవరి దగ్గరైనా కొంచెం సర్వీస్ అంత సర్వీస్ మైండెడ్ అన్నప్పుడు <laughs> నువ్వు ఇప్పుడు పే చేయలేదు అని అంటే అవసరం లేదు వెళ్ళిపోమని చెప్తారు వెళ్ళారు అండి మా లైఫ్లో మేము హాస్పిటల్కి వెళ్ళారు మాకు గురవయ్యే డాక్టర్ ఏ చిన్నగా కావాలన్నా పెద్దది కావాలన్నా ఏ టైంలో ఎనీ టైంలో వచ్చినా కూడా చక్కగా అసలు అర్ధరాత్రి చేశారు అసలు ఎవరు ట్రీట్ చేయడానికి అలా ట్రీట్ వస్తే బయట వాళ్ళు లోపలికి గా అది వైరస్ అందరికి వస్తుంది అన్నారు డాడే ఫోన్ చేస్తే కిందకి దిగి పక్క బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి అక్కడ చేసి ట్రీట్ చేశారు అంటే క్లినిక్స్ అన్ని ఓపెన్ చేయాలి ఫిఫ్టీన్ పెట్టారు తీసుకెళ్ళి క్వారంటైన్ లో కూడా పెట్టారు అవునా చాలా అందరూ రోడ్డు వెంటనే ఫస్ట్ అసలు చెప్పింది డాక్టర్ ముందు ఈయనే తీసుకుని తీసుకుని వెళ్ళిపోయి తర్వాత మిగతా మిగతా ఆరం తీసి ఫస్ట్ పేరు అనగానే ఈయనే చెప్పారు ఇంకా ఆయన అసలు ఆయన ఆపల ఫిఫ్టీన్ డేస్ తర్వాత అయినా కానీ ఇంటికి వచ్చినా కానీ అపార్ట్మెంట్ అందరూ అబ్జెక్ట్ చేశారు మీరు ట్రీట్ చెయ్యొద్దు మళ్ళీ మీకు ప్రాబ్లం అయితే వెంటనే మళ్ళీ అందరికి వస్తుంది కదా అపార్ట్మెంట్లో అన్నారు లేదు అని అందరికీ ఫోన్ నెంబర్ ఉంటుంది కదా కాల్ చేసేవాళ్ళు కిందకి వెళ్ళిపోయేవాళ్ళు కిందకి వెళ్ళిపోయి పక్క బిల్డింగ్ దగ్గర వాళ్ళకి మెడిసిన్ ఇచ్చేసి మళ్ళీ పైకి వచ్చేవాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ స్వార్థం లేని వ్యక్తి కాకపోతే ఎఫెక్ట్ అవ్వలేదు స్వార్థం లేని వ్యక్తి అంత అద్భుతంగా చేశారంటే పవన్ కళ్యాణ్ గారు ఈ టైంలో మా వాళ్ళ నుంచి చెక్ రావడం చాలా గొప్ప విషయం మాకు పార్టీ మా వాళ్ళ ఫ్యామిలీ అమ్మ అదే చెప్తున్నా కదా అంటే ఇదేదో ఆర్థిక సాయం అనే కాదు ఈ ఆలోచన ఏంటంటే మేము జిల్లా మొత్తం అందరూ వచ్చేది కూడా నాయకత్వం మీకు ఎప్పుడు అండగా ఉంటుంది కలిసి ఉందాం వాళ్ళు కోరుకున్నట్టు మన ప్రయాణం ముందుకు వెళ్ళాలి పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలతోటి ఈ కార్యక్రమం చేయగలుగుతున్నాం యాక్చువల్గా ఇంటింటికి వెళ్ళి మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం కలుసుకోవడం ఈ ఫైవ్ ల్యాక్స్ పవన్ కళ్యాణ్ గారు పంపించారు అమ్మాయి చెక్ ద్వారా దయచేసి మీరు జాగ్రత్తగా ఉండండి అదొక భరోసా ఇవ్వడానికి మేము అందరం వచ్చాం సరేనా ఇలా నాకు రియాజ్ ఉన్నారు నాకు తెలిసి పరిచయమే కదా ఏమైనా ఏ ఇబ్బంది ఉన్నా కూడా తప్పకుండా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి మీరు ఆల్వేస్ మీదే దే కోర్స్ ఫ్యామిలీ అంతా ఉన్నారు ఏం ప్రాబ్లం లేదు కానీ బట్ స్టిల్ మేము పార్టీ పరంగా ఎప్పుడు మేము వెంటనే ఉంటాం మీకు భరోసా ఇవ్వడానికి వచ్చాం సరేనా కళ్యాణ్ గారు ప్రత్యేకంగా పంపించారు జాగ్రత్తగా ఆయనకి అంత మంచి పేరు నేను కార్లో ఇందాక నుంచి చెప్తున్నాను నేను బయలుదేరినప్పటి నుంచి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నా అంటే ఇట్లా గురువే కదా వెళ్తున్నాం ఆయన చాలా మంచి పేరు ఆయన చాలామందికి సేవలు అనేది పదే పదే అందరూ అన్నారు అదే ఆ మెమరీ ప్రాపర్టీస్ నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు లేదు లైఫ్ ఇచ్చారు చాలు ఆ గొప్పతనం ఆమె లెగసీ మనం నిలబెట్టుకోవాలి నేను ఎప్పటికైనా బయటకి వెళ్ళి ఎక్కడైనా కానీ డాక్టర్ గారి పిల్లలు అని చెప్తే చాలు గురవయ్య గారు డాక్టర్ పిల్లలు అంటే ముందు మాకు సర్వీస్ చేసిన తర్వాత వాళ్ళు మిగతా వాళ్ళని చూస్తారు అది ఏదైనా అదృష్టం మిమ్మల్ని అన్ఫార్చునేట్గా ఈ విధంగా కలుసుకోగలుగుతున్నాం కానీ thank you for all your support సరేనా మీ అందరు జాగ్రత్తగా జాగ్రత్తగా ఉండమ్మా జాగ్రత్తగా బెస్ట్ బెస్ట్ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ